hi friends welcome to my channel శివకేశవులు ఇద్దరిని కలిపి పూజించే పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలు వ్రతాలు నోములు దాన ధర్మములు విశేషమైన ఫలితాలను ఇస్తాయి అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే కార్తీక దామోదర పూజ చేసుకుని కార్తీక పురాణం ఉదయమున కానీ లేదా సాయంత్రం కానీ చదివినా లేదా విన్నా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది కాబట్టి మా ఛానల్ ద్వారా కార్తీక పురాణం మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం ఒకటో అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతోనొక ఆశ్రమం నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడు అగు సూతునుగాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటుమి గాన తమరా వ్రతమును వివరింపవలసింది అని కోరిరి అంతా ఆ సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించదును అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు చేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుము అని కోరెను అంతటా మహేశుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడుము ఆ మిథిలా నగరము వైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను అట మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది తమరు ఇటుకేల వచ్చితిరో సెలవోసంగుడు అని వేడుకొనిను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహం కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోదలిచితిని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యం గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయం తీర్చగలను నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరింపదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతం యొక్క ఫలం ఇంత అని చెప్పనలదు కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది శ్రద్ధగా అలకింపము అని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అను భేదం లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి అందు ఉండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దానధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచూ ఉండవలెను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభింపవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణలోనర్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయవలేను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదులైనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును తడిబట్టలు వీడి మడిబట్ట కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవలేను ఆ సాయంకాలమున సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని విష్ణువాలయమునందు గాని లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను కూడా భుజింపవలెను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారలు వ్రతం చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలం దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తము